జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేసి రెండు వేల ఇరవై ఐదు కల్లా క్షయవ్యాధి రహితానికి కృషి చేయటం జరుగుతుందని రాయవరం పిహెచ్సి వైద్యాధికారి అంగర దేవి రాజేశ్వరి పేర్కొన్నారు మండల కేంద్రమైన రాయవరం శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం కార్యక్రమం పురస్కరించుకుని వైద్యాధికారిని దేవి రాజశ్రీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఉద్దేశించి వైద్యాధికారిని రాజశ్రీ మాట్లాడుతూ క్షయ అంతానికి ముట్టడి చేద్దాం ప్రాణాలను కాపాడదామనే నినాదంతో క్షయ నివారణ కార్యక్రమాలు నిర్వహించామని వ్యాధి సోకిన వ్యక్తి తగిన చికిత్స పొందకుండా నిర్లక్ష్యం వహిస్తే మరో పదిహేను మంది కొత్త వారికి సోకుతుందని అన్నారు నిర్ధారణ అయిన రోగికి ప్రభుత్వం ఉచిత వైద్యం మందులు అందిస్తోందని అన్నారు లక్షణాలు కలిగిన వ్యక్తి సమీపంలోని చికిత్సా కేంద్రానికి వెళ్లి చికిత్స పొందాలని అన్నారు அதே టీబీపై పోరాటం టీబీపై పోరాటం టీబీపై పోరాటం టీబీని అంతం చేయడానికి చేయండి టీబీని అంతం చేయడానికి ముట్టడి చేయండి టీబీని అంతం చేయడానికి ముట్టడి చేయండి టీబీని అంతం చేయడానికి ముట్టడి చేయండి